మన ఎన్టీఆర్ కోసం విశ్వక్ స్పెషల్గా ఒక ఏబీ కట్ చేశారు ఆన్ ఎన్టీఆర్ అది చూసేద్దాం ఇప్పుడు లెట్స్ ప్లీజ్ నా మాసమ్మ మొగుడు నా ప్రీ రిలీజ్కి కొస్తుండు నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా మా కేరళ సింగమలై ఈ సింహాద్రి మీద చెయ్యేస్తే నువ్వు పెద్ద నువ్వు రౌడీ పెద్ద రౌడీ ఇంట్లో ఎవర్రా ఏసా నా కొడుకు కొట్టుకునే నీ గుండెల్లో కొనకుండా దిగబడతా తొడ కొట్టి తుఫానులా త్రివేండ్రం నడి కొట్టున నిలబడతా తెలుగు భాష మీద అట్మోస్ట్ పడుతున్న actor India tiger and very talented actor in India think anyone else can act like you. జై ఎన్టీఆర్ for the love of NTR from the fanboy Vishwak Sen. NTR పాత్రలో ఎంట్రీ ఇస్తే కంట్రీయే గర్విస్తుంది NTR we are proud of you and Das Ka Dhamki cinema ఇరవై రెండో తారీఖున